వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పేద వర్గాల ప్రజలకి ఇండ్లను కేటాయింపు చేయాలని ఈరోజు డబుల్ బెడ్రూమ్లో నిర్మాణమైన ప్రదేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూలీల చే నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేకల ఆంజనేయులు మాట్లాడడం జరిగింది పెద్దగూడెం గ్రామ శివారు క్రాస్ రోడ్డు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన రెండు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణమై రెండు సంవత్సరాలు పూర్తయింది పేదలు తరతరాల నుంచి మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం కొనసాగుతున్న ఎనిమిది సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు పెద్దగూడెం గ్రామ శివారులో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలందరికీ తక్షణమే లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి ఇండ్లను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంచాలని అదేవిధంగా అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ధర్నా చేయనున్నామని తెలిపారు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు వనపర్తి కలెక్టర్ ఆఫీస్ ముందర జరుగు ధర్నాను ధర్నాను సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు వనపర్తి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్తిల్లాలి వర్తిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్తిల్లాలి